నూట ఇరవై ఒకటి ఒకటి నుంచి ఎనిమిది కన్ను నా కనులు ఇచ్చినాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చిన వలనే నాకు సహాయం కలను ఆయన భూమి ఆకాశం వాడు ఆయన నీ పాదములను తొట్టిన నేడు నేను కాపాడువాడు కొనుకడు ఇజ్రాయలీని కాపాడువాడు కొనుకాడు నిద్రపోడు యహోవాయే నేను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నేటిగా ఉండు పగలంట దెబ్బనైనా నీకు తగలేదు రాత్రి వేళ్ళ దెబ్బనైనా నీకు తగలేదు ఏ భయం రాకుండా యహోవా నేను కాపాను అని ప్రాణం కాపాను ఇది మొదకొని నిరంతరము నీ రాకపోగలేదు యహోవా నేను కాపాడను